హలో నా పేరు రామ్ గోపాల్ ఈరోజు టాపిక్ ప్లాస్టిక్ మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ని ఎలా అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ని బ్యాన్ చేసి వాటి ఆల్టర్నేటివ్స్ ఎలా వెతకాలి ఉన్న ఆల్టర్నేటివ్స్ని ఎలా ఉపయోగించుకోవాలి ప్లాస్టిక్ మన భూమికి చేసే నష్టాలని భావితరాలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం చెప్పాలి మనకి మనం రిమైండ్ చేసుకోవాలి భావితరాలకి రిమైండ్ చేయాలి అలాగే ఎడ్యుకేషన్ ఒక భాగం అయిపోవాలి అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఆ సబ్జెక్ట్ చెప్పే టైం ఇంకా పెరగాలి ఆ క్లాసెస్ ఇంకా పెరగాలి ఆ క్లాసెస్లో ఓన్లీ థీరీ కాకుండా ప్రాక్టికల్గా రియల్గా out of the class students బయటకు వచ్చి సరౌండింగ్ని అబ్జర్వ్ చేసి స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి చెప్పడం వల్ల కొంచెం ఫాస్ట్గా ప్లాస్టిక్ బ్యాన్ అనేది జరిగింది ప్లాస్టిక్ గుడ్ ఆర్ బ్యాడ్ అని అనట్లేదు చాలా వరకు ప్లాస్టిక్ మంచిదే కానీ మనం రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ తప్పు ఉంటుంది మనం యూజ్ చేసే మెథడ్ తప్పు అవుతుంది ఆ ప్రాసెస్లు సరిగ్గా ఎలా చేయాలి అని మనం ఎడ్యుకేట్ చేయాలి మనకి అవేర్నెస్ ఉండాలి అలాగే కామన్ సిటిజన్ ప్లాస్టిక్ని సరిగ్గా ఉపయోగించుకొని సరిగ్గా రీసైకిల్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ రివార్డ్స్ ఇస్తే అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సిటిజన్కి అదే సరిగ్గా చేయకపోతే కొన్ని పెనాల్టీసు పనిష్మెంట్సు ఇస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది ఈ రివార్డ్స్ పెనాల్టీస్ పనిష్మెంట్స్ కాకుండా ముఖ్యంగా ప్రొయాక్టివ్గా ఉండాలి ప్రొయాక్టివ్గా ఉండడం అంటే ఇవే మెథడ్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రిమైండర్స్ ఇవ్వాలి ఎడ్యుకేషన్లో ప్లాస్టిక్ యూసేజ్ తగ్గటానికి సబ్జెక్ట్లో కలిసిపోవాలి ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది పెద్దవాళ్ళకు మేము బాధ్యత కలిగి ప్లాస్టిక్ యూసేజ్ తగ్గిస్తాము అలాగే మీరు ఈ తరం వారు కూడా ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ